నామానికి మహిమ కలుగును గాక ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ద్వారా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ ముందుకి రావాలని మేము ఆశపడుతూ ఉన్నాం దయచేసి అందరూ ప్రార్థనతో పాల్గొనగలరని ప్రభు పేరట కోరుతూ ఉన్నాం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి లేఖన భాగంలో నుండి మీ ముందుకు తీసుకొస్తూ ఒక్కొక్కరి వ్యక్తిగత జీవితాన్ని వారి స్వభావ వైఖరిని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాం వారు ఏ విధంగా తమ జీవితంలో వ్యత్యస్తమైనటువంటి వైఖరిని కలిగి ఉన్నారో వ్యత్యస్తమైనటువంటి స్వభావ వైఖరిని వారు వారి జీవితంలో ఏ విధంగా కలిగి ఉన్నారో దాని ద్వారా మనం ఏ విధంగా ఇటువంటి పాఠాలను నేర్చుకొనగలమో ఈ పరిచర్య ద్వారా ఈ సందేశం ద్వారా దేవుడు మనకి ఒక నూతనమైనటువంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని నడిపించులాగన మనం ఈ వాక్య భాగంలో నుంచి మనం ధ్యానిద్దాం ఒక్కొక్క వ్యక్తిగత జీవితాన్ని ఒక్కొక్క క్యారెక్టర్స్ని పరిశుద్ధ గ్రంథంలో నుంచి మీ ముందు వీలైనంత వరకు ఒక్కొక్క క్లిప్పింగ్స్లో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్కరిని మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాం వారు ఏ విధమైనటువంటి వ్యత్యస్త స్వభావాన్ని కలిగి ఉన్నారు అనేటువంటి అంశముల నుండి మనము ఆలోచన చేద్దాం ఇది మీకు మీ కుటుంబాలకు మీ ఆత్మీయ జీవితాలకు మరింత ఆశీర్వాదకరంగా ఉండలాగన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుల ప్రేమగల తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నామములు వచ్చి వందనాలు స్తోత్రాలు ప్రభావ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవప్రభా మీ ప్రజల మంతికి మీ సందేశాన్ని మీ లేఖన భాగంలో తీసుకువెళ్ళాలనే కోరికతో ప్రభు ఈ విధంగా పరిచర్య ప్రారంభించుండగా మీరు మాకు తోడుగా ఉండండి పరిచర్య చేస్తున్నటువంటి ప్రభా నాకు మీ కృపను అనుగ్రహించండి మహోన్నతుడా వింటున్న ప్రతి ఒక్కరికి ఇది ఆశీర్వాదకరంగా ఉంటున్నట్లు మా ఆత్మీయ జీవితాలకి ఇది ఉత్తేజంగా ఉన్నట్లు మా ఆత్మీయ జీవితాలకి ఇది ఒక గుణపాఠంగా ఉండినట్లు ఇదొక హెచ్చరికగాను ఇదొక ప్రోత్సాహంగాను ఎవరి వ్యక్తిగత జీవితాలకి సమీపంగా ఉన్నదో వారికి అందుబాటులో వారిని వారి హృదయాన్ని కదిలించే రీతిగా లేవా ఈ సందేశ వాక్కులు క్లుప్త నిమిషంలో మేము అందిస్తూ ఉండగా మీరు మాకు తోడుగుండి నడిపించండి దేవా మీకు స్తోత్రం సహాయం చేయండి వింటున్న ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు దీవించండి ఆశీర్వదించండి ఇంకా అనేకమైనటువంటి విషయాలు నేర్చుకొనగలుగుటకు సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాం పరమ తండ్రి ఆమె ఆమె దేవునికి మహిమ కలుగును గాక ప్రారంభముగా మనం పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనకందరికీ బాగా ఇష్టమైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వ్యక్తి అతని పేరు హేబేలు హేబేలు తన జీవితంలో ఎటువంటి వ్యత్యస్తమైనటువంటి జీవితాన్ని జీవించి చూపించాడో తను బ్రతికిన దినములు కొద్దివైనప్పటికీ ఎటువంటి వ్యత్యస్తమైనటువంటి వైఖరిని కలిగి ఉన్నాడో ఏ విషయంలో తను కుటుంబంలో ఒక ప్రత్యేకత చూపించగలిగాడో అత్యంత ఈ పగటి వేళ మనం ఆలోచన చేద్దాం హేబేలు తన జీవితంలో అన్నిటిలో కూడా ప్రథమ స్థానాన్ని పొందినవాడని మనం గ్రహించగలుగుతాం భూమి మీద ఉన్నటువంటి మొట్టమొదటి కుటుంబము లేకపోతే ప్రథమ కుటుంబానికి సంతానము కుమారుడిగా పుట్టాడు అదొక ప్రత్యేకత ప్రథమముగా తమ్ముడు అని పిలవబడిన వాడు కూడా హేబేలే దేవుని విషయంలో అన్న కంటే ప్రథముడిగా లేకపోతే మొదటిగా ఉన్నవాడు కూడా హేబేలే ఆఖరికి సొంత సహోదరుని చేతిలో చంపబడ్డ ప్రథముడు కూడా మొట్టమొదటి వ్యక్తి కూడా ఎవడు అంటే హేబేలే శారీరక మరణాన్ని ఈ భూ ప్రపంచంలో మొట్టమొదటిగా ఎదుర్కొన్నవాడు ఎవరు అనంటే హేబేలే ఈ విధంగా మనం ఆలోచన చేస్తే అన్నిటిలో ఒక ప్రథమ స్థానాన్ని పొందినవాడుగా మనకి హేబేలు కనబడుతూ ఉంటారు అయితే అది కాదు మనం ఇంకా లోతుగా ఆలోచన చేస్తే హేబేలు గురించి ఇవన్నీ ఆసక్తికరంగా మనకి ఉన్నాయి ఉంటున్నాయి కానీ తనని వ్యత్యస్తంగా నిలిపింది ఇది కాదు సరైన ఆరాధన విధానమును కనుగొన్నవాడు హేబేలు తన తల్లిదండ్రులు మనకు తెలుసు ఆదాము హవ దేవునికి అయిష్టమైనది చేసి వారు దూరమైనప్పుడు తను దేవుని ఏ విధంగా సమీపించాలా అని ఆలోచించినవాడు హేవలు ఏ విధంగా దేవుని సమీపించాలా తిరిగి ఏ విధంగా దేవుని వైపుకు మరలాలా అని ఆలోచించిన స్వభావం కలిగినటువంటి వాడు ఒకసారి మనము ప్రారంభంగా మనకందరికీ ఆది కాండం పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆది కాండము నాలుగో అధ్యాయములో మొదటి నుంచి ఎనిమిది వరకు ఉన్నటువంటి వచనాలు నేను త్వర త్వరగా చదువుతాను ఆదాము తన భార్య అయిన హవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యీనును కని యహోవా దయవలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నానను తర్వాత ఆమె అతని తమ్ముడుగు హేబేలును కనెను హేబేలు గొర్రెల కాపరి కయీను భూమి భూమిని సేతిపరచువాడు కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యహోవాకు అర్పణగా తెచ్చాను హేబేలు కూడా తన మందలో తొలచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను యహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను కయ్యేలును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు కాబట్టి కయ్యిలకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా ఎహోవా కయ్యినతో నీకు కోపమేలా ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమని ఏమి నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును నీ ఎడల దానికి వాంచు కలుగును నీవు దాన్ని అనెను కయ్యిను తన తమ్ముడైన హేవేలుతో మాట్లాడెను వారు పొలములో ఉన్నప్పుడు కయ్యిను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను లేఖన భాగంలో నుంచి నా ఆలోచన మీ ముందుకు తీసుకొస్తున్నాను సహోదరులు ఇరువురు కూడా ఆలోచించి తీర్మానించుకొని దేవునికి బలులు అర్పించాలి ఇప్పుడున్నటువంటి భాషలో చెప్పాలి అని అంటే దేవునిని ఆరాధించాలి అని నిర్ణయించుకున్నారు కయ్యను వ్యవసాయకుడు గనుక పొలములో పంటను బలిగా అర్పించాడు హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాడు దేవుడు హేబేలు యొక్క అర్పణను అంగీకరించినట్లు మనం చూస్తాం ఎందుకు దేవుడు తన ఆరాధనలోని యాటిట్యూడ్ అంటే ధోరణి లేక వైఖరిని చూచేవాడు గనుక అందుకే యేసు కూడా హేబేలును నీతిమంతుడు అని పిలుస్తూ ఉన్నట్టుగా మనము లేఖన భాగంలో మనం చూడగలుగుతాం మత్తేసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో యేసుప్రభు వారు ఏమంటాడంటే నీతిమంతుడైన హేబేలు అని యేసుప్రభు వారు హేబేలు గురించి మాట్లాడుతున్నట్లు చూస్తాం కయ్యను తనకి కలిగినటువంటి వంచన కలిగినటువంటి హృదయాన్ని లేకపోతే అసూయతో నిండినటువంటి తన హృదయాన్ని హేబేలు పాపం గుర్తించలేక తనతో పొలంలోనికి వెళ్ళినట్లుగా అలా వెళ్ళి తన అన్న చేత చంపబడినట్లుగా మనం చూస్తాం హేబేలు ఆయుష్ చాలా తక్కువ అయినప్పటికీ విశ్వాసము నిమిత్తము దేవుని కొరకు నిలబడి ప్రాణాలు కోల్పోయినవాడు అని మనము మనము అర్థం చేసుకోగలుగుతాం నేర్చుకోగలుగుతాం అందుకనే హెబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో ఒక విశ్వాస వీరుల పట్టికను మనం చూస్తాం ఆ విశ్వాస వీరుల పట్టికలో మొట్టమొదటి స్థానము నాలుగు వచనంలో మనం చూసినట్లయితే మొట్టమొదటిగా విశ్వాస వీరుల లిస్టులో మనకి కనబడే పేరు ఎవరంటే హేవేలే విశ్వాసమును బట్టి హేవేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను దేవుడు అతని బలు అర్పణలను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అతడు మృతి నుండి ఆ విశ్వాసము ద్వారా మాట్లాడుచున్నాడు అని మనం లేఖన భాగంలో చూస్తూ ఉన్నాం సహోదరులు కలిగిన వారు ఈ పగటి వేళ నా మాటలు ఈ సందేశం ద్వారా వింటున్నట్లయితే అది అన్నదమ్ములు కావచ్చు అక్క చెల్లెలు కావచ్చు ఎవరైనా మీకు సహోదరులు కానీ సహోదరులు కానీ ఉన్నట్లయితే మీ సహోదరునితో లేక మీ సహోదరితో గొడవపడి వారి మీద ఏదో గొప్పవాడినో గొప్పదానినో అనిపించుకోవడం విశ్వాసులకి తగినది కాదు హేవేలు మనకి ఇక్కడ చూపించే మాదిరి ఏమిటి మనం ఆలోచన చేస్తే హేబేలు మన హేబేలు మనకి చూపించే మాదిరి అది కాదు అతడు తన అన్న మీద గొడవపడి దేవుని చేత సాక్ష్యం పొందలేదు ఏ విధంగా తాను సాక్ష్యం పొందుతున్నాడంటే దేవుని ఆరాధించే సేవించే విషయంలో నీ సహోదరుని కన్నా భిన్నంగా దేవునికి ఇష్టనిగా ఉండటమే ఈ ధ్యానం ద్వారా ఈ హేబేలు యొక్క ధ్యానం ద్వారా మనము నేర్చుకోవలసిన ఒక పాఠం హేబేలు ఏ విధంగా దేవుడిని సమీపించాడు అనేదే మన ధ్యానాంశం నేటి పరిస్థితుల్లో చెప్పాలంటే కయ్యీను హేబేలు ఇరువురో మందిరానికి వచ్చేవారే కానీ వారి హృదయ వైఖరి వేరువేరుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం గనుక దేవుని ఆరాధించే విషయంలో మనము అందరికన్నా విభిన్నమైన అనగా దేవునికి పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయముతో ఆరాధించేవారమై ఉండాలి అని దేవుడు మన నుండి ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి హేవేలు ఏ విధంగా వ్యత్యస్తత కలిగినటువంటి వాడు దేవుడు ఏ విధంగా వ్యత్యస్తమైన జీవితాన్ని జీవించాడంటే తాను బ్రతికిన కొద్ది సంవత్సరములు కూడా దేవునికి శ్రేష్టమైనటువంటి ఆరాధన చేసినటువంటి వాడుగా మనకి హేవేలు కనబడుతున్నాడు అదే మన జీవితం కూడా అటువంటి వ్యత్యస్తత కలిగినటువంటి వారముగా మనం ఉందాం మన సహోదరులతో మన సహోదరితో మీ అన్నతో మీ తమ్ముడితో మీ అక్కతో మీ చెల్లెలతో గొడవ పడుతూ దేవునికి అయిష్టమైనటువంటి జీవితం జీవించడం కన్నా దేవునికి అలాగా ఈ లోకపు వారి చేత గొప్పగా పిలువబడడం కన్నా దేవుని చేత ఒక మంచి సాక్ష్యము వారమై ఒక విశ్వాసిగా ఒక ఆత్మీయుడిగా నువ్వు నేను ఉండాలని ఆత్మ దేవుడు ఈ వర్తమానం ద్వారా మనకు నేర్పిస్తున్నాడు కాబట్టి హేబేలు వలె ఒక శ్రేష్టమైనటువంటి ఆరాధికులముగా మనమంటూ అటువంటి ఒక వ్యత్యస్తమైనటువంటి జీవితం మనము ఇతరుల కన్నా నీ పక్కవారు ఆరాధిస్తున్నారో లేదో నీకు అనవసరం నీ పక్కన వారు పాటలు పాడుతున్నారో లేదో నీకు అనవసరం నీ పక్కన వారు వాక్యం చదువుతున్నారో లేదో నీకు అనవసరం నువ్వు దేవుని దృష్టిలో వ్యత్యస్తమైనటువంటి జీవిత విధానాన్ని కలిగి ఉండు దేవుడు నిన్ను దీవిస్తాడు ఈ వర్తమానం ద్వారా దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక ఆమె